విషయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు నీవు గొప్ప కార్యం చేయండి ప్రార్థన ఆలగించువాడా నీకు వందనా చెల్లిస్తున్నాం ప్రభు కొంతసేపు నీసల్లో ఉండగా నీవే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ఎవరినసలు మీరు నిలబెట్టండి ప్రభు ఎవరినసలు మీరు కాపాడుని ప్రార్థిస్తున్నాం ప్రభు ఆయన నీ గొప్ప కార్యం చేయమని ఆరాధన దీవించి ఆశ్రవించి మీ కృపా సాన్నిధ్యం మాకు అనుగ్రహించి ప్రతి బిడ్డలను కూడా నీవే బలపరచమని తోడుగా ఉంటుమని సహాయం చేయమని ఇప్పుడు నీ వాక్యంలోంచి మీరు మాతో మాట్లాడి మనం బలపరచమని యేసు ప్రభు నామున వేడుకొని నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజుల్లో మన ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటాము దేవుడు మన దేవిస్తారు ఈ సమయంలో సజీ మనతో మాట్లాడుతుంది దేవునికి మహిమ కలుగునుగాక సంతోషంగా ఉన్నారు రెండు హస్తాల వ్యక్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకంత హలలుయ కొన్ని నిమిషాలు ఇప్పటి వేళ దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొచ్చి నేను త్వర త్వరగా కూర్చోవాలని ఆశపడుతున్నాను మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగము నర్గమాకాండం పద్నాలుగో అధ్యాయంలో పదమూడవ వచ్చిన ఒకసారి చదువుదాం మనకందరికీ బాగా సుపరిచితమైనటువంటి లేఖన భాగం ఇజ్రాయేలీల జీవితం ఇజ్రాయేలీల జీవిత చరిత్ర మనకందరికీ బాగా సుపరిచితమే కానీ క్లుప్తంగా ఒకంత చెప్పేసి నేను ముందుకు వెళ్తాను దేవాది దేవుడు ఇజ్రాయేల్ని శిక్షించి ఐగుప్తుకి బానిసలుగా పంపిస్తారు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తులు బానిసలుగా దాసులుగా వాళ్ళు బ్రతికిన తర్వాత దేవుని మహాకృపను బట్టి అక్కడ నుంచి మోషేను దేవుడు ఎన్నుకొని అక్కడ నుంచి ఇజ్రాయేలీలకి ఒక విడుదల ఇచ్చి ఆ ఐగుప్తులో నుంచి కనాను దేశం వెళ్ళడానికి దేవాది దేవుడు మోషే ద్వారా దేవుడు వారికి ఒక మార్గం తెరిచి వారిని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తాం అలాగా ప్రయాణం ప్రారంభించినటువంటి ఇజ్రాయేలీలు కనాను దేశం చేరుకోవాల్సినటువంటి ఆ ప్రయాణం ప్రారంభిస్తుండగా ప్రారంభంలోనే ఎన్నో ప్రతికూలమైనటువంటి అనుభవాలు ఫరో ఫరో సైన్యం ద్వారా వారు ఎదుర్కొంటూ వచ్చారు మనకు తెలుసు ఆ పదమూడు ప పన్నెండు అధ్యాయాలు మనం చదివితే అనేక మార్లు ఈ మోషే వెళ్ళి ఫరోతో మాట్లాడతాడు మా బిడ్డల్ని లేకపోతే ఇజ్రాయేలుని ఏం చేయమంటాడంటే విడిపించమంటే పంపించమంటే మోషే ఎదుట పంపిస్తానంటాడు కానీ మరలా తన హృదయాన్ని తాను ఏం చేస్తాడు కఠినపరుచుకుంటాడు ఆ మాట అనేక సార్లు మనం చూడగలుగుతాం అధ్యాయాల్లో ఫరో తన హృదయాన్ని దేవుడు లేకపోతే ఫరో హృదయాన్ని కఠినపరిచిన కనుక అతను ఏం చేయలేదంటే ఇజ్రాయిలీల్ని పంపలేదు అనేటువంటి మాటను మనం అనేక మార్ల అధ్యాయాల్లో చదువుదాం అలాగా ఇజ్రాయేలీలకి అక్కడ నుంచి ప్రయాణం ప్రారంభించడానికే ఒక ప్రయాణం స్టార్ట్ చేయడానికే అనేకమైనటువంటి ఇబ్బందులు ఇజ్రాయేలీలు ఎదుర్కొంటూ వచ్చారు అలాగా అనేక మార్లు ఫరో యొక్క ఫరోని ఫరో హృదయాన్ని కఠినపరచగా వాళ్ళు మరలా వెల బయలుదేరడం ప్రారంభించలేక అక్కడ నుంచి ప్రయాణం ప్రారంభించలేక ఆగిపోవడం మరలా మోస వెళ్ళి మాట్లాడతాడు మరలా ప్రయాణం ప్రారంభించాలని ఆశపడతారు కానీ ఆ ప్రయాణము ముందుకు వెళ్ళక ఫరో తన హృదయాన్ని కఠినపరచగా ఇలాగా వారికి అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి అలా దేవుని మహాకృపను బట్టి దేవుడు అద్భుత రీతిలో దేవుడు ఇజ్రాయిల్ని ఏం చేస్తాడంటే అక్కడి నుంచి విడిపించి ప్రయాణం ప్రారంభిస్తారు అలా ప్రయాణం ప్రారంభించుకుంటూ ప్రారంభిస్తూ వస్తూ ఐగుప్తును దాటి వచ్చేసిన తర్వాత కూడా ఈ ఫరోను తన సైన్యం ఏం చేస్తారంటే వాళ్ళని ఏం చేయలేదంటే వదులుకోవాలనుకోవాలా తిరిగి ఇజ్రాయిల్ పట్టుకొని మరలా తిరిగి బానిసలుగా తీసుకురావాలి అని ఈ ఫరో అనుకుంటాడు లేకపోతే ఐగుప్తీయులు ఆశపడి ఏం చేస్తారంటే ఇజ్రాయేలీలు వెనక తన సైన్యముతో తన రథములతో ఫరో బయలుదేరి వస్తున్నట్లుగా మనం చూస్తాం అలాగా ఇజ్రాయేలీలు వెళ్తూ ఉంటారు వారి వెనుక ఐగుప్తు లేకపోతే ఫరోను తన సైన్యము ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉండగా ఒకనొక సందర్భం రాగానే వాళ్ళకి ఏం ఎదురవుద్దంటే ఎర్ర సముద్రం అనే ఒక సముద్రం ఎదురవుతుంది అలాగా ఎర్ర సముద్రం ఎదురవుతుంది అక్కడికి వచ్చేసరికి ఈ ఇజ్రాయిలీలకి లేకపోతే మోషకి వీరికి అర్థం కాదు ఎక్కడికి వెళ్ళాలా అనేది రెండు వైపులా చూస్తేనేమో పెద్ద పెద్ద పర్వతాలు ఉంటాయి ఎదురుగా చూస్తే ఏముంటుందంటే ఏముంటుంది ఎర్ర సముద్రం ఉంటుంది అలాగా అక్కడ నుంచి కూడా దేవుడు అద్భుతకరంగా వారిని విడిపించి దేవుడు ఏం చేస్తాడంటే వారిని ముందుకు నడిపిస్తాడు అలాగా ఇజ్రాయేలీలకి ఒక మాటలో చెప్పాలంటే క్లుప్తంగా ఇజ్రాయేలీలకి దేవుడు అద్భుతకరంగా దేవుడు ఏం చేస్తాడంటే వారిని ప్రతి ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు వారిని విడిపిస్తూ ప్రతి సమస్యలో నుండి కూడా వారికి విడుదలిస్తూ వారిని నడిపిస్తూ వారికి తోడయ్యుండి ముందుకు నడిపించేటువంటి దేవుడుగా మనము మనము ఆ దేవుని గురించి మనము నేర్చుకోగలుగుదాం ఇక్కడ పద్నాలుగవ అధ్యాయంలోనికి వచ్చేసరికి అక్కడ ఏమంటాడంటే అక్కడ ఆ ఎర్ర సముద్రం ఎదుట వీళ్ళు ఏం చేయాల్సి వచ్చిందంటే అక్కడ నివసించాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే రెండు వైపులా ఏమున్నాయంటే పర్వతాలు ఉన్నాయి ఎదురుగుండా చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది తిరిగి వెనక్కి వెళ్ళిపోదామా అంటే వెనకాల ఎవరున్నారంటే ఫరోను తన సైన్యము వారి వెనకాల ఏ విధంగానైనా వీళ్ళని పట్టుకుందాము అని చూస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో ఇజ్రాయేలీలకి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయా కనుక ఆ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మాత్రం కొన్ని ఆత్మీయమైనటువంటి ఆశయాలు మాత్రం ఈ ముందు నుంచి నేను కూర్చోవాలని ఆశపడుతున్నాను ఎందుకని అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని తీసుకొచ్చాడంటే మొదటి రెండు వచనాలు అదే అధ్యాయంలో మనం చదవగలిగినట్లయితే Mm. నేను యహోవానని ఐగుప్తు ఐగుప్తీయులందరూ నేను చూడండి ఎందుకని ఇజ్రాయేల్ బిడ్డలకి దేవుని బిడ్డలకి అటువంటి పరిస్థితి ఎదురయ్యింది అనంటే ఎందుకని ఎదురుగుండా చూస్తే ఎర్ర సముద్రం ఇరువైపుల పర్వతాలు అలాగే వెనకాలేమో ఫరో సైన్యం అంటే ఒక ఒక మాటలో చెప్పాలంటే నాలుగు వైపులకి ఎటు వెళ్ళలేకుండా ఏ మార్గము లేనటువంటి పరిస్థితిలో ఒక బలహీనమైనటువంటి పరిస్థితిలో ఇదిగో ఆ శత్రువులకి మేము దొరికిపోతాం మరలా అన్నటువంటి పరిస్థితిలో ఇజ్రాయేల్ని దేవుడు తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం అది వాళ్ళంతటి వాళ్ళు తెచ్చుకోవాలా దేవుడే ఏం చెప్పాడు వారికి మీరు వెళ్ళి అక్కడ అయ్యో చదవలేదా ఏమంటున్నాడు మొదటి రెండు వచ్చినాల్లో మోషేతో దేవుడు చెప్తున్నాడు అనమాట దేవుడే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆ సముద్రం ఎదుట ఎక్కడ ఉండమంటున్నాడు పీహ పీహ హీరోతు ఎదుట అలాగే మిగ్దోలకు సముద్రమునకు మధ్య ఫోన్ ఎదుట మీరేం చేయాలి దిగాలి దిగి మీరు అక్కడ ఏం చేయాలంటే అక్కడ నివసించాలి మరలా నేను చెప్పే వరకు అక్కడ నుండి మీరు ఏం చేయకూడదు వెళ్ళకూడదు ఎందుకు అక్కడే ఉండమంటున్నాడు దేవుడు అక్కడ నుంచి ఎటు వెళ్ళడానికి వారికి ఎందుకని దేవుడు దారి తెరవలేదు లేకపోతే అటువంటి ఒక బలహీనమైనటువంటి క్లిష్ట పరిస్థితిలోనికి దేవుడు ఎందుకు ఇజ్రాయేల్ని తీసుకొచ్చాడంటే నాలుగో వచనంలో ఆఖరిగా మనం చదువుకుంటున్న మాటలో దేవుడు ఏమంటున్నాడంటే ఐగుప్తియులు నేనే దేవుడు నన్ను ఏం చేయాలి తెలుసుకోవాలి దేవుని బిడ్డలకి ఎందుకు సమస్యలు ఎదురవుతూ ఉంటాయంటే దేవుని బిడ్డలకి ఎందుకు ఆ బలహీనమైనటువంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయంటే ఎటు వెళ్ళక మార్గాలన్నీ మోయబడినటువంటి పరిస్థితులు ఎందుకు దేవుని బిడ్డలకి ఎదురవుతూ ఉంటాయంటే దేవుని బిడ్డలకి ఎవరైతే శత్రువులుగా లేకపోతే అపవాది యొక్క బిడ్డలుగా ఉన్నారో ఎవరైతే దేవుని బిడ్డల్ని నిందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నారో వారికి మన దేవుడు దేవుడే అని తెలుసు తెలియజేయాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక దేవుడు అనేక మార్లు ఏం చేస్తాడంటే మనల్ని అటువంటి బలహీనమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకువెళ్తూ ఉంటాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దేవునికి మహిమ కలుగును గాక హలలుయ ఏ రకంగా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏమి ఒక మాటలో చెప్పాలంటే నిస్సహాయమైనటువంటి పరిస్థితి ఏ మనుష్యుడు సహాయం చేయలేడు ఆఖరికి దేవుడు వారికి ఏర్పరిచినటువంటి గొప్ప దైవజండను మోసే కూడా వారి కొరకు ఏమి చేయలేనటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలోనికి ఇజ్రాయేల్ బిడ్డలు వచ్చేసరికి దేవుడు మోషని పిలిచి మోషతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే మీరు ఎందుకని ఇక్కడ దిగాలి అనంటే మీరు ఎందుకని ఇక్కడ ఆగాలి అనంటే మీకు ఎందుకని ఈ మార్గాలని నేను మూసుంచానంటే అంటే ఎందుకు అనంటే నేను యహోవానని ఐగుప్తీయులందరూ కూడా తెలుసుకోవాలంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలెలుయా అనేక మార్లు మన జీవితంలో ఎందుకు సమస్యలు ఎందుకు కుటుంబ విషయాల్లో సమస్యలు ఎదురయ్యి ఎటు ఎటు తీర్మానాలు చేసుకోలేక ఎటు ముందుకు వెళ్ళలేక జీవితంలో ఒక అభివృద్ధి అనేది లేక అన్ని విధాలా మూసివే మూసివేయబడి ఒక పరిస్థితిలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం మనం ప్రార్థన చేస్తున్నాం కానీ కార్యాలు జరగట్లేదు మార్గం తెరవమని ప్రార్థన చేస్తూ ఉంటాం కానీ మార్గాలు తెరుచుకోవట్లేదు ఎందుకు అని అడిగితే దేవుని వాక్యం ఒక మాట మనకి నేర్పించేది ఏంటంటే ఎవరైతే మనకి ఆటంకంగా నిలబడుతూ ఉంటారో ఎవరైతే మనకి నిందాస్పదంగా నిలబడుతూ ఉంటారో ఎవరైతే మనల్ని అవమానించేవారుగా ఒక మాటలో చెప్పాలంటే ఎవరైతే మనకి శత్రువులుగా నిలబడుతూ ఉంటారో వారందరికీ మన దేవుడు దేవుడని తెలియపరచాలని దేవుడు ఆశపడుతున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం కలుగును గాక హలలుయ అందుకని దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని కొన్నిసార్లు మనల్ని అటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనికి లేకపోతే అటువంటి బలహీనమైన పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకువెళ్తూ ఉంటాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది గడిచిన రోజు నేను గడిచిన ఆదివారం నేను మీకు జ్ఞాపకం చేసినట్టు గుర్తు మనం ఎప్పుడైతే బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంటామో ఎప్పుడైతే మనం వీక్ అయిపోతూ ఉంటామో అప్పుడే దేవుడు మన పట్ల ఏం చేయగలడు కార్యం చేయగలడు మనం ఏదైనా ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇస్రాయిలీలు ఒకవేళ ఆ సముద్రం దాటడానికి వారి దగ్గర ఏ పడవో ఏ నావో ఉంటే దేవుని అద్భుత కార్యం వారు చూడగలిగేవారా లేదు ఆ పడవెక్కి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అద్దరికి వెళ్ళిపోయేవాళ్ళు కానీ ఎప్పుడైతే వారు బలహీనమయ్యారో ఎప్పుడైతే వారు వీక్ అయిపోయారో ఏ నిస్సహాయ పరిస్థితులు ఉన్నారో వారి ద్వారా లేకపోతే వారి శక్తి ద్వారా వారి జ్ఞానం ద్వారా వారి బలం ద్వారా వారు ఏది ఏమి చేయలేము అనేటువంటి పరిస్థితిలోనికి ఎప్పుడైతే వారు బలహీన పడిపోయారో అప్పుడు దేవుడు వారి మధ్య అద్భుతం చేయడం ప్రారంభించాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించదా మహాలలుయా అందుకనే పౌలు భక్తుడు నేను గడిచిన వారం జ్ఞాపకం చేసినట్లుగా ఏమంటాడంటే రెండో కొరింది పత్రికలో చదువుదాం అది కూడా ఒకసారి రెండో కొరింది పత్రిక పన్నెండో అధ్యాయంలో తొమ్మిదో వచనంలోనికి వచ్చేయండి అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన ఏం చేశాడట నాతో చెప్పాడంట అపోస్తుడు పౌలు తన జీవితంలో అతని జీవితంలో ఏముందంటే ఒక ముళ్ళు ఉంది ఆ ముళ్ళుని లేకపోతే ఆ బలహీనతని తీసేయమని దేవుణ్ణి ఎంతగానో ఏం చేశాడట ముమ్మారు ప్రార్థన చేశాను అంటున్నాడు అలా ప్రార్థన చేయమ చేశాడు ఆ బలహీనతలో నుంచి నాకు ఒక విడుదల ఇవ్వమని అడిగాడు ఆ ముళ్ళుని నాలో నుండి తీసివేయమన్నాడు కానీ దేవుడు ఏం చేశాడంటే ఎప్పుడైతే నువ్వు బలహీనంగా ఉంటావో అప్పుడే నా బలం ఏం చేయబడుతుంది సంపూర్ణము చేయబడుతుంది అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం కలుగునుగాక హలలుయ మన జీవితాల్లో కూడా బలహీనమైనటువంటి అది వ్యాధి కావచ్చు బలహీనమైనటువంటి కుటుంబ పరిస్థితి కావచ్చు బలహీనమైనటువంటి మన ఆరోగ్య విషయం కావచ్చు బలహీనమైనటువంటి మన ఆర్థిక వ్యవస్థ కావచ్చు ఏదైనా సరే అది బలహీనపడుతున్నప్పుడు అందులో మనకంటూ మన శక్తి ద్వారా మన జ్ఞానం ద్వారా మన బలం ద్వారా మనం ఏ ఏ విధంగానూ మనం ముందుకు వెళ్ళలేము అనేటువంటి పరిస్థితికి వచ్చేసినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో ఏం చేయగలడంటే అద్భుతము చేయగలడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి మహిమ కలుగును గాక హలలియా గడిచిన రోజు క్రిస్మస్ రోజును కూడా మనం ఏం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనము పాపులమై ఉండగా మనం బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉండగా దేవుడు ఏం చేశాడని మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు ఒక మాట రోమ రోమపత్రికలో ఏమంటాడంటే ఆయన రోమపత్రిక ఐదవ అధ్యాయంలో ఆరో వచ్చినలో ఒక మాట ఏలయనగా మనము ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున ఏం చేశాడంట మన కొరకు చనిపోయాడంట మనం ఎప్పుడైతే చాలు ఒక్క మాట చాలు మనం ఎప్పుడైతే బలహీనమైపోయామో అంటే మన పాపముల కోసం మనం ఏమి చేయలేనటువంటి పరిస్థితికి వచ్చామో మన పాపముల కోసం మనం బలిచినా సరిపోదు అన్నటువంటి పరిస్థితికి వచ్చామో దేవుడు తన కుమారుని ఏం చేశాడంటే ఈ లోకానికి పంపించి మన పాపముల నిమిత్తము మన బలహీనత నిమిత్తము మన అపరాధముల నిమిత్తము ఆయన్ని ఏం చేస్తాడంటే బలిగా అర్పించినట్లుగా మనం చూస్తాం బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ గనక ఒక మాటలో చెప్పాలి అంటే మన జీవితంలో మనం ఎప్పుడైతే బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉంటూ ఉంటామో ఎప్పుడైతే మన జీవితంలో నిస్సహాయ పరిస్థితిలో ఉంటూ ఉంటామో అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది దేవునికి మహిమ కలుగునుగాక గాక ఈరోజు నా మాటలు వింటున్న వారిలో ఎవరైనా మీ కుటుంబ జీవితంలో నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఉన్నారా ఆహారం కొరకు నిస్సహాయమైనటువంటి బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నారా మీ ఆర్థిక విషయాల్లో నిస్సహాయతలో ఉన్నారా ఇప్పటి వేళ మీ కుటుంబ జీవితంలో నిస్సహాయమైనటువంటి పరిస్థితులు ఎవరైనా జీవిస్తూ ఉన్నారా ఈ పగటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఏ విధంగాను ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏ విధంగాను అభివృద్ధి అనేది లేనటువంటి పరిస్థితి ఏ విధంగాను దేవునికి ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను దేవుని ఆరాధిస్తున్నాను దేవుని మందిరంలో పరిచరణలు చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను కానీ నా జీవితంలో ఒక మేలులు అనేవి లేవు నా జీవితంలో ఒక దీవెన అనేది లేదు అనే ఒక నిస్సహాయ పరిస్థితులు ఎవరైనా ఉన్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పటి వేళ మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు నిన్ను ఆ విధంగా నిస్సహాయ పరిస్థితుల్లోనికి తెచ్చాడంటే ఆయన బలము ఆయన శక్తిని ఎదుట కనుపరచాలని ఆయన ఆశపడుతున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియా నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో నీ అన్యులు ఎవరైతే ఉన్నారో వారు నీ ఇరుగు పొరుగు వారు ఎవరైతే నీతో ఆడుతున్నారో ఎవరైతే నీతో గొడవలు పడుతూ ఉన్నారో అపవాది ఎవడైతే ఉన్నాడో వారికి చూపించాలని దేవుడు ఆశపడుతున్నాడు నీ దేవుడే నిజమైనటువంటి దేవుడని ఆయన సజీవుడైనటువంటి దేవుడని ఆయన రుజువుపరచాలని ఆశపడుతున్నాడు గనక ఏం చేస్తున్నాడంటే నిన్ను కొన్ని కొన్నిసార్లు అలా అటువంటి నిస్సహాయ పరిస్థితిలోనికి ఆయన తీసుకువెళ్తూ ఉంటాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలియా అలా మనం చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే ఇజ్రాయేలీలు అటువంటి నిస్సహాయ పరిస్థితులు ముందుకు వెళ్తున్నారు ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఎదురుగుండా ఎర్ర సముద్రం ఇరువైపుల పర్వతాలు వెనకాల తిరుదేమో ఫరో సైన్యం వాళ్ళని తరుముకుంటూ వస్తుంది ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో నిస్సహాయమైనటువంటి పరిస్థితిలో ఇజ్రాయేలీలు ఉంటున్నట్లుగా మనము చూడగలుగుతాం అలా నిస్సహాయ పరిస్థితిలోనికి అలా బలహీనమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే వారి శత్రువులను చూసి వారు ఏం చేస్తున్నారంటే భయపడుతున్నారు కొన్ని వచనాలు చదివేసి అదే అధ్యాయంలో ముందుకు వెళ్దాం పదో వచనం ఒకసారి చదువుదామా ఇజ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి వారు మిక్కిలి భయపడి అప్పుడు యహోవాకి ఏం చేశారట మొర్రపెట్టరు అలాగే పదిహేనో అధ్యాయం తొమ్మిది వచ్చిన కూడా ఒకసారి చదువుదాం చూడండి శత్రువుల గురించి ఇజ్రాయేలీలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళు గుర్రములతో రథములతో వారిని ఐగుప్తు ఇజ్రాయిల్ని ఏం చేస్తున్నారంటే భయక్రాంతులకి గురి చేస్తూ ముందుకు వస్తున్నారు ఏ విధంగా ఆ ఆ శత్రువులు ఏమన్నా ఆలోచిస్తున్నారనంటే వీళ్ళని నేను ఏం చేస్తాను తరిమేస్తాను వారిని కలుసుకుంటాను వారికి ఉన్నటువంటి దోపుడు సొమ్మును అంతటిని నేను లాగి నేను వాటిని పంచుకుంటాను వాటి ద్వారా నా ఆశను నేను తీర్చేసుకుంటాను నా కత్తి వారి మీద దోస్తాను నా చెయ్యి వారిని నాశనం చేస్తానని ఎవరు అనుకుంటున్నారట శత్రువు అనుకుంటున్నాడని ఇజ్రాయిల్ ఆలోచించి ఏం చేస్తున్నారంట భయపడడం ప్రారంభించారు అది ఆ శత్రువులను చూస్తూ వీళ్ళు ఏం చేయడం ప్రారంభించారంటే భయపడడం ప్రారంభించారు వాళ్ళకున్నటువంటి శారీరకమైనటువంటి బలాన్ని చూచి శారీరకమైనటువంటి వాళ్ళకున్నటువంటి గుర్రాలని రథాలని చూచి వాటిని చూచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే భయపడడం ప్రారంభించారు ఇజ్రాయేలీలు అలా శత్రువులను చూస్తున్నటువంటి భయపడుతున్నటువంటి ఇజ్రాయేలీలతో దేవుడు చెప్పేటువంటి మాట మనం ప్రారంభంలో చదువుకున్నాం ఏమంటున్నాడంటే అక్కడ పదమూడు వచనంలో మోషతో పిలిచి మోషతో మాట్లాడుతున్నాడు భయపడుకుడి యహోవా మీకు నా మీరు ఊరక నిలిచియుండి చూడుడి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మీదట మరి అన్నడును చూడడు అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయా అప్పుడు ఇజ్రాయేలీలు భయపడుతూ ఉంటే ఇజ్రాయేలు శత్రువుల యొక్క వారి యొక్క బలాన్ని చూచి వారి యొక్క శక్తిని చూచి వారి యొక్క రథాలను చూచి వారి యొక్క సైన్యాన్ని చూచి భయపడుతుంటే వాళ్ళు మన మీదకి వచ్చేస్తారు మన మీద కత్తి దోస్తారు మనకున్నటువంటి సొమ్మును అంతటిని వారు దోచుకొని పోతారు వారు పని చేసుకుంటారు మనల్ని నాశనం చేసేస్తారు శత్రువులు అని ఇజ్రాయేలీలు ఏం చేస్తున్నారంటే భయపడడం ప్రారంభించారు పిలిచారు అలా భయపడుతున్నటువంటి ఇజ్రాయిల్ని పిలిచి అలా భయపడుతున్న ఆ మోషేని పిలిచి ఆ దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట ఏమిటంటే భయపడుకుడి నేడు నేను మీ మధ్య ఏం చేస్తున్నానంట అద్భుత కార్యం చేయబోతున్నాను అంటున్నాడు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లించగలుగుతామే ఇప్పటి వేళ అహలలుయ అనేక సార్లు మనుషులముగా మనం కూడా అపవాది యొక్క బలాన్ని చూచి అపవాది యొక్క సైన్యాన్ని చూచి లేకపోతే శత్రువులను చూచి వారికి ఉన్నటువంటి శారీరకమైనటువంటి బలాన్ని చూచి ఏం చేస్తామంటే భయపడుతూ ఉంటాం ఆ భయమే మనల్ని అనేక సార్లు నిరాశకి గురి చేస్తుంది ఆ భయమే మనల్ని అనేక సార్లు నిరుత్సాహానికి గురి చేస్తుంది ఆ భయమే మనల్ని అనేక సార్లు జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తుంది చేస్తుంది ఆ భయంతో ఇజ్రాయేలీలు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం అటువంటి ఇజ్రాయేలీలతో దేవుడు చేసినటువంటి అదే వాగ్దానం ఈ పగడవేళ దేవుడు ఈ ఆఖరి ఆదివారంలో మనకి చేస్తున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము హలలుయ గడిచిన కాలంలో అనేక విషయాలు చూసి శత్రువు నీ జీవితంలో నీ కుటుంబంలో చేసినటువంటి అనేక విషయాలు చూసి నువ్వు భయపడుతున్నావేమో నీ ఆర్థిక విషయంలో శత్రువు చేసినటువంటి అనేక అనేక ఆటంకాలను నువ్వు చూసి భయపడుతూ ఉన్నావేమో ఏ విధంగా నేను ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచన నీకుందేమో ఈ నా కుటుంబ జీవితంలో శత్రువు పెట్టేటువంటి ఈ ఆటంకాలను చూసి ఏ విధంగా నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఒక భయముతో నువ్వు జీవిస్తున్నావేమో నీ బిడ్డల విషయంలో వాళ్ళని ఏ విధంగా పెంచాలి వాళ్ళని ఏ విధంగా పోషించాలి వారి భవిష్యత్తుని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి అనేటువంటి ఒక భయంతో ఈ రోజున నువ్వు జీవిస్తున్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేది ఏంటంటే భయపడుకుడి దేవుడు మీ మధ్య అద్భుత కార్యము చేయబోతున్నాను అంటున్నాడు దేవునికి బిగ్గరగా స్తోత్రం చెల్లించగలుగుతాము హలలియా గడిచిన సంవత్సర కాలము దేవుడు ఆ అపవాది ఏ విషయాల్లో భయక్రాంతులకు నేను గురి చేశాడో ఏ ఏ ఏరియాల్లో అపవాది నేను భయక్రాంతులకి గురి చేశాడో రానున్నటువంటి నూతన సంవత్సరంలో ఆ విషయాలన్నిటి మీద దేవుడు గొప్ప అద్భుత కార్యం మన మధ్య చేయునుగాక హలలుయా దేవుడు మన మధ్య అద్భుతాలు చేసే దేవుడై ఉన్నాడు ఆయన మనతో చెప్తున్న మాట ఏంటంటే భయపడకండి శత్రువు యొక్క సైన్యాన్ని చూసి భయపడకండి వాడి యొక్క వాడి యొక్క ఔన్నత్యాన్ని చూసి మీరు భయపడద్దు వారికి ఉన్నటువంటి అధికారం చూసి భయపడద్దు వాడికి ఉన్నటువంటి చూడండి బలాన్ని చూసి మీరు భయపడద్దు ఎందుకంటే నేను మీకు ఏమై ఉన్నాను అంటున్నాడంటే తోడై ఉన్నాను అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయా ఒకటి రెండు మాటలు చదువుదాం ఉపదేశకాండం ఇరవయవ అధ్యాయములో ప్రారంభపు వచనాల్లో ఏమంటాడంటే ఉపదేశకాండము ఇరవయవ అధ్యాయము నీవు నీ శత్రువులతో యుద్ధమునకు మీకంటే విస్తారమైనటువంటి జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన అంతేకాదు మీరు యుద్ధమునకు సమీపించినప్పుడు జగ దగ్గరకు వచ్చి చెప్పవలను ఇజ్రాయేలీలారా వినుడి నేడు మీరు మీ శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు మీ హృదయములను జంకనీయుకుడి భయపడుకుడి అంటున్నాడు బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయా దేవుడు తన బిడ్డలకి చేసేటువంటి వాగ్దానం ఏంటంటే దేవుడు తన బిడ్డలకి ఇచ్చేటువంటి ధైర్యం ఏంటో తెలుసా మీరు మీ శత్రువులతో యుద్ధము చేయడానికి సమీపిస్తూ ఉంటారేమో అపవాదితో ఒకవేళ ఆత్మీయంగా యుద్ధము చేసేటువంటి పోరాటము చేసేటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటారేమో మనుషులతో మీ శత్రువులతో ఒకవేళ పోరా పోరాటము చేసేటువంటి యుద్ధము చేసేటువంటి పరిస్థితుల్లో మీరు ఉండొచ్చేమో ఈ పగటి వేళ దేవుడు ఏమంటున్నాడంటే వా శత్రువుల యొక్క గుర్రాలను చూసి వారికి ఉన్నటువంటి సైన్యాన్ని చూసి వారికి ఉన్నటువంటి శక్తిని బలాన్ని చూసి మీరేం చేయొద్దంటున్నాడంటే భయపడొద్దు అని వాగ్దానం చేస్తున్నాడు వాటిని చూచి జంకవద్దంటున్నాడు వాటిని చూచి జడియవద్దంటున్నాడు బిగరగా దేవునికి స్తోత్రం చెల్లుద్దామా హలలియా మానసికంగా ఒకవేళ బాహ్యపరంగా నీ దగ్గర ఉన్నటువంటి సైన్యం కంటే నీకున్నటువంటి బలము కంటే నీకున్నటువంటి శక్తి కంటే నీకున్నటువంటి జ్ఞానము కంటే నీకున్నటువంటి ఆస్తి కంటే అధికంగానే నీ శత్రువు దగ్గర ఉండొచ్చు అధికంగానే నీ శత్రువు దగ్గర ఒకవేళ ఉండొచ్చు అధికంగానే నిన్ను నిన్ను పడగొట్టాలన్న ఒకవేళ అదే అధికారంతో ఒకవేళ అపవాది ఒక ఒకవేళ నీ మీదకి రావచ్చు అయితే దేవుడు తన బిడ్డలతో మాట్లాడి ధైర్యపరిచేటువంటి మాట ఏమిటంటే వాటిని చూచి భయపడవలసినటువంటి అవసరం లేదు అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియా ఎందుకంటే ఇదిగో మీ దేవుడినైనా నేను మీకు తోడై ఉన్నానని వాగ్దానం చేస్తున్నాడు హలలియా దేవునికి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దామా హలలియా అందుకని అంటున్నాడు భయపడవద్దు నేడు మీ మధ్య నేనేం చేయబోతున్నానంట అద్భుత కార్యము చేయబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు కీర్తన గ్రంథంలో కూడా ఒక మాట ఉంది అది కూడా చదివేసి ముందుకు వెళ్దాం పదం నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఏడవ వచనంలో ఏమంటాడంటే ఏదోమో జనులు చేసినది జ్ఞాపకం చేసుకున్నాము ఆ నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదవు నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చెయ్యి చాపెదవు నీ కుడి చెయ్యి నన్ను రక్షించను అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయా కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే ఇదిగో నేను శత్రువుల చేతిలో ఒకవేళ చిక్కుకుపోయినా సరే శత్రువులు ఒకవేళ నన్ను తరుముతూ వస్తూ ఉన్నా సరే వారి చేతిలో ఒక చిక్కు ఒకవేళ చిక్కుపడిపోయేటువంటి పరిస్థితిలో నేనున్నా సరే వారి అధికారము వలన వారికి ఉన్నటువంటి శక్తి వలన వారికి ఉన్నటువంటి పవర్ వలన వాళ్ళకున్నటువంటి ఆ ఆస్తుల వలన ఒకవేళ నా మీదకి వచ్చిన సరే దేవుడు ఏం చేయడంట వారిలో నుండి నన్ను వారి చేతికి నన్ను అప్పగించడం అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియా వారి కోపంలో నుండి ఆయన మనల్ని ఏం చేస్తాడు అంటున్నాడు రక్షిస్తానని వాగ్దానం చేస్తున్నాడు గనుక దేవుడు ఏమంటున్నాడంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ఆ ప్రతికూలమైనటువంటి అనుభవం కూడా నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నా సరే భయపడవలసినటువంటి అవసరత లేనే లేదు అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియా ఒక దైవజనులు చెప్పినటువంటి గుర్తు పరిశుద్ధ గ్రంథంలో భయపడుతూ అనేటువంటి మాట మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడిందని ఒక దైవజనుడు చెప్పడం నేను విన్నాను భయపడద్దు అనేటువంటి మాట మూడు వందల అరవై ఐదు సార్లు రాయబడిందంట అంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క మాటగా దేవుడు ఆ మాటను ఉపయోగించాడంట ఎందుకంటే ప్రతిరోజు ఆయన మనల్ని ధైర్యపరుస్తూ ప్రతిరోజు దేవుని బిడ్డల్ని దేవుడు ఆదుకుంటూ ఆ దేవుని బిడ్డలకి ఆయనే ఆశ్రయముగా ఆయనే కొండగా ఆయనే కోటగా ఉండు ఆయన ఏం చేస్తున్నాడండి ప్రతి నిత్యము ప్రతి దినము మనల్ని నడిపించేటువంటి దేవుడయ్యున్నాడు మన చేయి పట్టి మనల్ని నడిపించేటువంటి దేవుడయ్యున్నాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము హలలుయా అపవాది శత్రువు యొక్క బల స్థలాన్ని చూచి భయపడవలసిన అవసరత లేదని పరిషత్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మరలా తిరిగి అక్కడికి రాగలిగినట్లయితే ఇస్రాయేలీలు వారి బలాన్ని వారికి ఉన్నటువంటి శక్తిని చూచి భయపడుతున్నటువంటి సందర్భంలో దేవుడు మోషేతో పిలిచి చెప్తున్నమాట భయపడొద్దు నేడు మీ మధ్య నేను ఏం చేయబోతున్నానంటే అద్భుత కార్యము చేయబోతున్నాను ఈరోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తీయులను మీరు మరలా చూడరంటున్నాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయా ఈ రోజు మీరు ఇక్కడ విడుదల పొందుకున్నారంటే ఈ రోజు ఈ ఐగుప్తీల నుంచి మీరు విడుదల పొందుకున్నారంటే మరెప్పుడు కూడా మీ జీవితంలో ఐగుప్తీల్ని చూడనే చూడరు ఇంకో మాటలో చెప్పాలంటే వారి అధికారం మీ మీద ఉండనే ఉండదంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలెలుయా మరలా ఏ రీతిగా వారు మిమ్మల్ని బానిసలుగా తీసుకు వెళ్ళడు అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలెలుయా గనుక దేవుడు ఐగుప్తియుల నుంచి ఇజ్రాయిల్ని లేకపోతే దేవుని బిడ్డల్ని విడిపించినప్పుడు దేవుడు ఐగుప్తు అనేటువంటి ఆ బంధకంలో నుండి ఇజ్రాయిల్ని విడిపించినప్పుడు ఇజ్రాయేల్ బిడ్డలతో దేవుడు మాట్లాడేటువంటి మాట ఏమిటంటే ఈ ఐగుప్తు అనేటువంటి శ్రమ ఇంతకాలం మీరు అనుభవించినటువంటి ఐగుప్తు అనేటువంటి శోధన ఇంతకాలం నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మీరు అనుభవించినటువంటి ఈ ఐగుప్తు అనేటువంటి ఈ బానిసత్వాన్ని ఇక మీదట మీరు ఎన్నడూ చూడని చూడరు ఎందుకంటే నేను మీ మధ్య ఏం చేయబోతున్నానంటే అద్భుత కార్యము చేయబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలియ దేవుడు అద్భుత కార్యము చేయగలిగినట్లయితే దేవుడు మన మధ్య ఆశ్చర్య కార్యం చేయగలిగినట్లయితే మరలా ఆ శోధనకి చోటు ఉండనే ఉండదు మరలా ఆ బంధక నమ్మకానికి చోటు అనేది ఉండనే ఉండదు ఎందుకంటే ఆ కార్యము చేసేది ఎవడంటే అందులో నుంచి మనకు విడుదల ఇచ్చేది ఎవడంటే ఆ శ్రమలో నుంచి మనకు ఒక ధైర్యం తెచ్చి మనల్ని బయటికి నడిపించేది ఎవరంటే ఆ గొప్ప దేవుడయ్యున్నాడు ఆ సర్వశక్తుడైనటువంటి దేవుడయ్యున్నాడు ఉన్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలియా అలా ఇజ్రాయేలీలతో చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజు మీరు చూస్తున్న ఈ ఐగుప్తుని మీరు మరలా చూడనే చూడడు అంటున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఆయన వాగ్దానం చేసినటువంటి రీతిగానే దేవుడు అదే అధ్యాయంలో మనం చూడగలుగుతాం ఆ ఫరోను ఐగుప్తు సైన్యాన్ని మొత్తాన్ని దేవుడు ఏం చేస్తాడు అదే సముద్రంలో పడి ముంచి నాశనం చేసేస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం ఎంత అద్భుతకరంగా దేవుడు వారిని నడిపించాడంటే ఆయన ఆయన రక్షణ ఆయన విడుదల ఆయన ఆ విమోచన పద్ధతి ఇజ్రాయిలీల పట్ల దేవుడు ఆ అధ్యాయంలో చూపించినట్లుగా మనం చూడగలుగుతాం ఒకటి రెండు వచనాలు చదువుదాం పదమూడవ వచనం అలాగే ఇరవై ఏడవ వచనం కూడా ఒకసారి చదవడం త్వర త్వరగా అందుకు మోషే భయపడకుడి యహోవా మీ పక్షమున యుద్ధము చేయును మీరు ఊరకయ్యే ఉండవలని నీ ప్రజలతో చెప్పిన ఇరవై ఏడవ వచనం మోసే సముద్రం మీద తన చెయ్యి చేపగా ప్రొద్దుపడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలను గనుక ఐగుప్తీలు అది చూచి వెనుకకు పారిపోయి అప్పుడు యహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసిన బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ అదే అధ్యాయంలో మనం చూడగలిగినట్లయితే దేవుడు ఏ రీతిలో నేను మీ మధ్య అద్భుతం చేస్తానని వాగ్దానం చేశాడు ఈ రోజున మీరు చూస్తుంటే ఐగుప్తుని మరలా ఎన్నడూ మీరు చూడరు అని ఎలాగైతే వాగ్దానం చేశాడో అదే రీతిగా దేవుడు ఆ అధ్యాయంలో జరిగించినట్లుగా నెరవేర్చినట్లుగా మనము చూడగలుగుతాం మనందరికీ తెలుసు ఎటు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో దేవుడు మోషితో మాట్లాడి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ చేతి చేతిలో ఉన్నటువంటి కర్రని ఆ సముద్రం వైపు చాపమని చెప్పగానే మోష తీసి సముద్రం వైపు తన కర్రని చాపుతాడు చాపిన వెంటనే ఎర్ర సముద్రం అద్భుతకరంగా రెండు పాయలుగా లేకపోతే రెండు భాగాలుగా ఏమైపోద్ది చీలిపోద్ది చీలిపోయిన తర్వాత వారి కొరకు ఆ దేవుని బిడ్డల కొరకు దేవుడు ఆ సముద్రం మధ్య గుండా ఏం చేస్తాడంటే ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు ఎంత అద్భుతకరంగా సిద్ధపరుస్తాడంటే అప్పటి వరకు సముద్రపు నీటిలో ఆ ఉప్పు నీటిలో మునిగి ఉన్నటువంటి ఆ దారి కూడా ఆరిన నేలగా మార్చబడిపోతుంది అటువంటి ఆరిన నేలతో ఉన్నటువంటి ఒక మంచి త్రోవను దేవుడు వారి కొరకు సిద్ధపరుస్తాడు అలా సిద్ధపరిచిండోని త్రోవలో మోసే నాయకత్వంలో ఆ ఇజ్రాయిలు అంతా కూడా ఆ సముద్రం మధ్య ఆ ఆరిన నేల మీద అద్దరికి చేరుకుంటారు అద్దరికి చేరుకున్న తర్వాత ఈ శత్రువు లేకపోతే ఈ ఫరోజ్ సైన్యం అంతా కూడా ఏం చేస్తారంటే ఎలాగైనా వాళ్ళ అద్దరికి వెళ్ళిపోయినా సరే అవతల వైపుకి వెళ్ళి మేము కూడా ఏం చేయాలి వారిని పట్టుకోవాలి వారిని తిరిగి తీసుకురావాలి తిరిగి మా బానిసలుగా వారిని చేసుకోవాలి అనేటువంటి కోపంతో అటువంటి ఉగ్రత అటువంటి పౌరుషంతో ఫరోను తన సైన్యమంతా కలిసి ఆ ఆరున నేల మీదే వారు కూడా ఏం చేస్తారంటే ప్రయాణం చేసి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తారు అలాగా వీరు కూడా ఆ సముద్రం మధ్య ప్రయాణం చేస్తూ ఉండగా ఇజ్రాయిలు అద్దరికి వెళ్ళిపోతారు అద్దరికి వెళ్ళిపోయినటువంటి ఇజ్రాయిలతో దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే మరలా మోషను పిలిచి ఏమంటాడంటే మరలా నీ చేతిలో ఉన్నటువంటి కర్రను తీసి మరలా సముద్రం వైపు చాపమని చెప్పగానే మోషే దేవుడు చెప్పినట్లుగా తన చేతిలో ఉన్నటువంటి కర్రను తీసి సముద్రం వైపు చాపుతున్నట్లుగా మనం చూడగలుగుతాం ఎప్పుడైతే తన కర్రను తీసి సముద్రం వైపు చాపుతాడో ఈ ఫరోను తన సైన్యం అంతా కూడా అప్పుడు ఎక్కడున్నారంటే సముద్రం మధ్య ఆరణ నెల మీద నడుచుకుంటూ వస్తువు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఎప్పుడైతే ఆ కర్రను మోసే ఆ సముద్రం వైపు చాపుతాడో ఈ చీల్చబడినటువంటి ఈ సముద్రము ఈ రెండు భాగాలుగా ఉన్నటువంటి ఈ సముద్రం అంతా కూడా మరలా ఏమైపోతుందంటే ఏకమైపోయినట్లుగా మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా అలా ఏకమైపోయినటువంటి ఆ సముద్రంలో ఈ ఫరోను తన సైన్యం అంతా కూడా ఐగుప్తులంతా కూడా ఏం చేయబడతారంటే సర్వనాశనం చేయబడతారని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది ఆ పదమూడవ వచనంలో దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దేవుని బిడ్డలకి ఈ రోజు మీరు చూస్తున్నటువంటి ఈ ఐగుప్తును మరలా మీరు ఎన్నడూ చూడరని ఏ రీతిగా దేవుడు వాగ్దానం చేశాడో అదే రీతిగా తన శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే అదే ఎర్ర సముద్రంలో దేవుడు వారిని నాశనం చేసినట్లుగా మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలియా ఏ సముద్రంలో దేవుడు తన బిడ్డల కొరకు మార్గం తెరిచాడో ఏ సముద్రంలో దేవుడు ఆ తన బిడ్డల కొరకు ఆ త్రోవను సిద్ధపరిచాడు అదే సముద్రంలో తన శత్రువులను కూడా దేవుడు ఏం చేశాడంటే ముంచి వేసినట్లుగా నాశనం చేసేసినట్లుగా మనం చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్ర చెల్లిద్దాం అహలలియ దేవుడు మన జీవితాల్లో కూడా అనేక వాగ్దానాలు చేస్తూ ఉంటాడు ఆయన చేసినటువంటి వాగ్దానము ఆయన నెరవేర్చే దేవుడు ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూడగలిగినట్లయితే మన శత్రువులలో నుండి మనం బలహీనమైనటువంటి పరిస్థితులు ఉండగా దేవుడు మన కొరకు అద్భుతం చేస్తానని వాగ్దానం చేస్తే మన బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఆయన మన మధ్య అద్భుతం చేస్తానని ఆయన ఆశ్చర్యకరంగా మనల్ని నడిపిస్తానని వాగ్దానం చేసేటువంటి దేవుడే అయితే ఆయన ఏమంటాడంటే దేవుడు తన బిడ్డల కొరకు మార్గము తెరిచే దేవుడై ఉన్నాడు ఏ రీతిగా మార్గం తెరుస్తాడంటే అదే అదే స్థితిలో అదే సమయంలో ఆ బిడ్డల యొక్క శత్రువుని ఏం చేస్తాడంట సర్వనాశనం చేసేస్తాడంట బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా ఏ సమయంలో దేవుడు తన బిడ్డలకు విడుదలనిచ్చాడో అదే సమయంలో శత్రువులను ఏం చేశాడు దేవుడు వేశాడు నాశనం చేసేసాడు మన జీవితంలో కూడా ఎప్పుడైతే మన మన జీవితంలో దేవుడు ఒక విడుదలిస్తాడో దేవుడు ఒక అద్భుతం జరిగించి ఒక మార్గం తెరుస్తాడో అప్పుడే ఎవరైతే మనకు ఆటంకంగా ఉంటారో ఎవరైతే మనకు శత్రువులుగా నిలబడుతూ ఉంటారో ఎవరైతే మనల్ని దుఃఖితులను చేస్తూ ఉంటారో వారిని దేవుడు అదే సమయంలో మనల్ని ఏం చేస్తాడంటే మనకి విడుదల ఇచ్చేసాడంటే అదే సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే వారిని నాశనం చేసే దేవుడై ఉన్నారు వారిని అనగద్రొక్కే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం మనకి నేర్పిస్తుంది చేస్తుంది మనం బలహీనముగా ఉన్నప్పుడు మనము ఈ నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని బలపరిచి ముందుకు నడిపించి దేవుడు వారిని ఏం చేస్తాడంట బలహీన పరిచేస్తాడు వారిని నాశనం చేసేస్తాడు ఎవరైతే మనకు శత్రువులుగా మనకు ఆటంకంగా నిలుస్తారో వారిని నాశనం చేస్తాడని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చదువుద్దామా అంత అద్భుతకరంగా దేవుడు ఇస్రాయేల్ బిడ్డలను నడిపించాడు అంత అద్భుతకరంగా దేవుడు ఎర్ర సముద్రంలో దేవుడు వారి కొరకు దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోతే దేవుని యొక్క రక్షణ ఆ వారి ఎడల చూపించినట్లుగా మనము చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము హలులియా మన జీవితంలో కూడా దేవుని బిడ్డలంగా మనం జీవిస్తున్నప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలో అనేటువంటి ఒక నిస్సహాయ పరిస్థితిలో జీవిస్తున్నప్పుడు ఇదిగో నా శత్రువులు నన్ను అవమానిస్తున్నారు నా శత్రువులు నన్ను ఎదగనివ్వకుండా చేస్తున్నారు ఇదిగో నాకు ఒక అభివృద్ధి అనే లేదు అపవాది నన్ను ఆటంకపరుస్తున్నాడు ఏ విధంగా నా జీవితంలో ముందుకు అడుగు వేయాలో తెలియని పరిస్థితుల్లో అపవాది నన్ను బంధించే చేస్తున్నాడు అని ఎవరైనా తలస్తున్నట్లయితే ఇప్పటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ కొరకు దేవుడు ఎప్పుడైతే మార్గము తెరవచ్చి నీ కొరకు అద్భుతం చేయబోతున్నాడు అదే సమయంలో మీ శత్రువులను కూడా దేవుడు అనగద్రొక్కి మీ కొరకు అద్భుతం చేసే దేవుడు అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలుయ అంత గొప్పగా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ప్రత్యక్షతను మన కొరకు బయలుపరిచే దేవుడు అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం అందుకని అంటాడు కొరింది పత్రికలు మనం చదువుకున్నట్టుగా బల బలహీనమైనప్పుడు ఆయన ఆయన బ ఆయన బలాన్ని ఆయన ఏం చేస్తాడంట సంపూర్ణతో మగుచున్నది అంటాడు మనం బలహీనంగా ఉన్నాం మనం ఏమి చేయలేంటుండే ఒక నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన బలం ఏమవుతుందంట పరిపూర్ణమగుచున్నది అప్పుడే ఆయన బలాన్ని ఆయన ఏం చేస్తారంటే మనకు ప్రత్యక్షపరుస్తాడు లేకపోతే ఆయన ఆయన శక్తిని ఆయన బలాన్ని ఆయన అద్భుతాన్ని మన కొరకు ఏం చేస్తాడంటే చూపించే దేవుడై ఉన్నాడు బయలుపరిచే దేవుడై ఉన్నాడు మనందరికీ తెలుసు ఒకనొక సందర్భంలో ఎలిషాను తన దాసుడు కొండ మీదకి వెళ్ళి ఉన్నప్పుడు ఆ శత్రువులు అందరూ కూడా ఆ పర్వతము చుట్టూ ఏం చేస్తారంటే మూకుమ్మడిగా వచ్చి నిలబడి ఉంటారు అర్ధరాత్రి వచ్చి నిలబడతారు తెల్లారేసరికి వీళ్ళని పట్టుకుందాం ఏ విధంగానైనా ఎలిషాను తన దాసుని పట్టేసుకుని చంపేద్దామని ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఎలిషాను తన దాసుడు హాయిగా కొండ మీద ప్రశాంతంగా నిద్రపోతారు తెల్లవారుజామున ఆ దాసుడు లేచి వచ్చి చూచేసరికి చుట్టూ ఏముంటుంది ఆ వారి ఆ ఫిలిస్తీన్ యొక్క సైన్యం ఉంటుంది ఆ పర్వతం చుట్టూ కూడా ఎటు వెళ్ళాలో అర్థం కాదు భయపడిపోతాడు ఈ దాసుడు ఈ దా భయపడిపోయినండి దాసుడు ఎలిషాని పిలిచి ఎలిషా దగ్గరికి వచ్చి ఇలా శత్రువులు వచ్చి ఏం చేశారంటే మొత్తం మూకుమ్మడిగా పర్వతం చుట్టూ ఏం చేశారు చుట్టేశారు ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నామని ఎలిషాతో చెప్తే ఎలీషా లేచి చూస్తే చుట్టూతు శత్రువులు తన సైన్యంతో నిండి ఉన్నారు అప్పుడు ఎలిషా అంటాడు ఆ దాసునితో దాసుని పిలిచి అప్పుడు ఎలిషా అక్కడ ఒక ప్రార్థన చేస్తున్నట్లు మనం చూస్తాం ప్రభా వీడిని వీడు చూచినట్లు వీడి కళ్ళు తెరువు ప్రభు అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఎప్పుడైతే ఆ దాసుని యొక్క కళ్ళు తెరుచుకున్నాయో ఆ అప్పటి వరకు శత్రు సైన్యాన్ని చూచి భయపడినటువంటి వాడు చుట్టూ దేవుడు తన కొరకు ఏర్పరిచినటువంటి ఒక అగ్ని రథములతో కూడిన ఒక సైన్యాన్ని చూచి అతడు ఎంతగానో దేవుని స్థుతించినట్లుగా మనం చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం హలలుయ అనేక సందర్భాల్లో శత్రువు యొక్క అపవాది యొక్క బలాన్ని చూచి వారి సైన్యాన్ని చూచి భయపడుతున్నాడు మనకు దేవుడు ఇచ్చేటువంటి ధైర్యం ఏంటో తెలుసా మీకు కనపడకుండా అదృశ్యంగా దేవుడు ఒక సైన్యాన్ని ఉంచున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అహలలుగా మీకు ఏ ఆపద రాకుండా ఏ అనర్థాలు మీ జీవితంలో సంభవించకుండా దేవుడు తన బిడ్డల కొరకు ఒక అగ్ని కంచెను వేసాడని మనము ప్రవచన గ్రంథాల్లో కూడా మనం చదవగలుగుతాం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం హలలుయా అటువంటి అగ్ని కంచి కలిగినటువంటి జీవితపు అనుభవం మనం ముందుకు వెళ్ళాలి మనము దేవుని బిడ్డలముగా మనం జీవిస్తున్నప్పుడు అపవాది అనేక సార్లు మనల్ని తాకాలని ప్రయత్నిస్తాడు అపవాది మనల్ని అనేక సార్లు ముట్టాలని ప్రయత్నిస్తాడు అనేక సార్లు మనల్ని నాశనం cheguei lá no pra, ప్రయత్నిస్తూ ఉంటాడు ఏ విధము చేతనైనా ఇదిగో మనల్ని పడద్రయ్యాలని అపవాది ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే దేవుని వాక్యం మనకి నేర్పించేది ఏంటంటే దేవుడు తన బిడ్డల కొరకు ఒక అగ్ని ప్రాకారాన్ని ఉంచి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక హలెలుయ అగ్ని రథములతో కూడినటువంటి ఒక సర్వ ఆ సర్వశక్తి కలుగా కలిగినటువంటి ఆ దేవుని సైన్యాన్ని దేవుడు తన బిడ్డలకు చుట్టూ ఉంచి ఉన్నాడు అంటున్న వాస్తవాన్ని ఇప్పటి వేళ మనం మరి చిక్కుపోకూడదు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ అలాగా ఇజ్రా ఇస్రాయేలీలు ఏం చేస్తున్నారంటే ఫరోను తన సైన్యాన్ని చూసి భయపడుతుండగా దేవుడు మోషేని పిలిచి భయపడుకుడి నేడు మీ మధ్య నేను అద్భుత కార్యం చేయబోతున్నాను ఈరోజు మీరు చూస్తూ ఉన్నటువంటి ఈ ఐగుప్తును మరలా మీరెన్నడను చూడనే చూడరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నట్లుగా మనము చూడగలుగుతాం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాము హలలుయ నా మాట నేను ముగించేస్తున్నాను ఇజ్రాయేలు బలహీనమైనటువంటి పరిస్థితిలో దేవుని బిడ్డలు బలహీనమైన పడిపోయినటువంటి పరిస్థితిలో దేవుడు ఏ విధంగా దిగి వచ్చి వారి చుట్టూ వారి మధ్య ఆ అద్భుత కార్యం జరిగించాడో దేవుడు మన మధ్య కూడా అద్భుత కార్యం చేయడానికి దేవుడు శక్తిమంతుడని ఇప్పటి వేళ మనము గుర్తించాలి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం హలిలుయ అనేక సార్లు నిస్సహాయ పరిస్థితిలో ఉంటాం ఏ విధంగా నువ్వు నూతనమైనటువంటి తీర్మానాలు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటాం ఏ విధంగా నువ్వు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంటాం మన కుటుంబ జీవితాన్ని కృంగుదలలోనికి అపవాది అనేక సార్లు నడిపిస్తున్న పరిస్థితుల్లో మన బిడ్డల విషయాల్లో ఏ విధంగా తీర్మానం చేసుకోలేకుండా ఉన్నటువంటి పరిస్థితులు మనం జీవిస్తూ ఉంటాం ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడంటే ఈ పగటి వేళ ఇదిగో అటువంటి అటువంటి సమస్యలను చూచి అటువంటి శత్రువు యొక్క సైన్యాలను చూచి మీరు భయపడవలసినటువంటి అవసరత లేదని ఈ పగటి వేళ మనకి వాగ్దానం చేస్తున్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతాం హలలుయ ఎందుకంటే నీ చుట్టూతో ఆయన ఒక అగ్ని కంచెను వేసి ఉన్నాడు ఎటువంటి సమస్య నీకు ఎదురైనా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి నీకు ఎదురవుతూ ఉన్నా సరే నీ దేవుడు నీకు తోడయుండి ఆయన నీకు కావాల్సిన రక్షణను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లించగలుగుతామా హలలుయ అందుకనే కీర్తనకారుడు చెప్తున్న మాట ఏమిటి అని అంటే మాట చదువుతాం ఇరవై ఏడవ కీర్తన మొదటి మచ్చినంలో ఏమంటాడంటే యహోవా నాకు వెలుగై ఉన్నాడు ఆయన నాకు రక్షణ అయి ఉన్నాడు నేను ఎవరికి భయపడాలి ఇదిగో యహోవా నా ప్రాణ దుర్గమై ఉన్నాడు అటువంటిప్పుడు నేను ఎవరికి విరవాలి దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారే తొట్టులు కూలిపోయారు నాతో యుద్ధము చేయడానికి దండు దిగినా సరే నా హృదయము భయపడదు చదవండి నేను ధైర్యమును విడవకుందును యహోవా యొద్ ఒక వరమును నేను అడిగాను చాలు పైన వచనాలన్నింటిలో కూడా కీర్తనకారుడు మాట్లాడితే ఏమంటాడంటే ఆయనే నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు మరి అటువంటిప్పుడు నేను ఎవరికి భయపడాలి ఆయనే నాకు రక్షణ దుర్గమై ఉన్నాడు నేను ఎవరికి వెరవాలి ఇదిగో యుద్ధము చేయనప్పుడు అపవాది దండుగా నా మీదకి దిగినా సరే నేను భయపడను నేను ధైర్యము తెచ్చుకుంటాను ఎందుకంటే నా దేవుడే నాకు ఆశ్రయము దుర్గముగా ఉన్నాడని కీర్తనకారుడు పాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలెలుయ అపవాది శత్రు సైన్యంతో మనల్ని మన మీదకి వచ్చినా సరే అపవాది తన దండుతో మన మీదకి దిగినా సరే కీర్తనకారుడు ధైర్యంతో ఈ పగడి వేళ మాట్లాడుతున్నట్లుగా ఇది ఇదిగో కొన్నటువంటి ధైర్యాన్ని నేను కోల్పోను ఇదిగో నా కొన్నటువంటి ఇదిగో ఈ ధైర్యాన్ని నా హృదయంలో నుండి నేను తీసివేయను నేను భయపడనంటున్నాడు నేను వెరవనంటున్నాడు ఎందుకంటే నా దేవుడు నాకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు ఆయన నా మధ్య అద్భుతం చేయడానికి దేవుడు శక్తిమంతుడని నమ్ముతూ ఉన్నాడు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హాలలుయ ఈ పగటి వేళ అటువంటి శత్రు సైన్యము అటువంటి సమస్యలు అటువంటి ఇబ్బందికరమైనటువంటి అనుభవాలు అటువంటి శోధనలు అటువంటి ఇబ్బందులు మనకు ఎదురవుతున్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి ఒక వాస్తవం ఏంటంటే ఈ పగడు వేళ ఆయన ఏమంటున్నాడంటే నీ కొరకు దేవుడు అద్భుతం చేసే దేవుడు ఉన్నాడు ఎటువంటి సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నావో నీ కుటుంబ జీవితంలో ఎటువంటి కన్నీటి అనుభవం మునిగి ఉన్నావో ఈ పగటి వేళ ఆ దేవుని కొరకు నువ్వు హృదయాన్ని నువ్వు సమర్పించుకోగలిగినట్లయితే ఆయనను ఆశ్రయ దుర్గముగా నువ్వు ఉంచుకోగలిగినట్లయితే దేవుడిని నువ్వు రక్షణ దుర్గముగా నువ్వు ఉంచుకోగలిగినట్లయితే దేవుడు నీకు వరకు అద్భుతం కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఈ వేళ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా హలలుయ నా మాటలు నేను ముగింపులోనికి తీసుకొస్తున్నాను అందరికీ ఎంత మోకాల మీద ఉండగలిగినట్లయితే ఇదిగో ఇదిగో బలహీనమైపోయాను కదా ఇదిగో ఏ విధంగా ముందుకు వెళ్ళలేను కదా ఏ విధంగా నూతనమైనటువంటి తీర్మానాలు నేను చేయలేను కదా అనేటువంటి ఒక ఆలోచనలు అటువంటి ఒక సందేహములు ఏ అటువంటి ఒక బలహీనమైనటువంటి పరిస్థితులు అటువంటి నిస్సహాయ పరిస్థితులు ఈ పక్కటి వేళ మీరు ఎవరో మీలో ఎవరైనా ఉన్నారేమో ఈ పక్కటి వేళ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి వాస్తవం ఈ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో భయపడవలసిన అవసరత లేదు ఇదిగో శత్రువును చూచి భయపడాల్సిన అవసరత లేదు ఇదిగో శత్రువును చూచి ఇదిగో జడియాల్సిన అవసరత లేదు ఎందుకంటే ఆయన మన కొరకు అద్భుతం చేయడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు ఆయన నీ కొరకు దిగి వచ్చి ఇదిగో నీ కొరకు నీ చుట్టూ ఒక అగ్ని కంచెను వేయడానికి ఆయన ఇదిగో సిద్ధంగా ఉన్నాడు ఈ పగటి వేళ ఈ వేళ ఆ దేవుని వైపు చూస్తూ ఇదిగో విశ్వాసంతో ఆ దేవుని వైపు చూస్తూ మోసే విశ్వాసంతో ఏ విధంగా ఆ సముద్రం వైపు కర్ర చేపాడో దేవుడు చెప్పిన వెంటనే ఒక నమ్మకంతో అదే విశ్వాసంతో మోసే ఏ విధంగా సముద్రం వైపు కర్ర చేపాడో ఇదిగో నీ సమస్యను చూసి పగడు వెళ్ళ ఇదిగో నువ్వు విశ్వాసంతో మాట్లాడడం ప్రారంభించు నీ కొరకు అదే సమస్యలో నుంచి దేవుడు విడుదలను గ్రహించడానికి అదే సమస్యలో నీ కొరకు దేవుడు ఒక మార్గం తెరవడానికి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడై ఉన్నాడు ఈ పగడు వేళ నమ్ముతున్న వారు మాత్రమే రెండు హస్త హస్తల కింద పరలోకం వైపు చాప్తూ బిగరగా బిగరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దా స్వరమితి స్వరమితి మౌనంగా ఉండదు నా దేవుడు నా కొరకు అద్భుతం చేసే దేవుడు అయినాడు ఇంతవరకు నేను చూసినటువంటి ఐగుప్తును ఇంతవరకు నేను చూసినటువంటి శ్రమను ఇంతవరకు నేను చూసినటువంటి శాపాన్ని ఇంతవరకు నేను అనుభవించినటువంటి సమస్యను ఇక మీదట నేను చూడనే చూడను అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వారు అటువంటి నమ్మకము కలిగినటువంటి వారు ఇదిగో నా దేవుడు అటువంటి ఒక గొప్ప విడుదల నా జీవితంలో ఇవ్వగలడు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు మాత్రమే కొన్ని నిమిషాల బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah glory Jesus amen hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah glory Jesus amen సమర్పించుకుందాం సమర్పించుకుందాం ఓ హలలుయ హలలుయ అనేక సంవత్సరాలుగా ఇటువంటి శోధన నేను అనుభవిస్తున్నానయ్యా అనేక సంవత్సరాలుగా ఇటువంటి బంధకంలో నేను ఉన్నాను ప్రభా అనేక సంవత్సరాలుగా ఇటువంటి సమస్యను నేను ఎదుర్కొంటున్నాను ప్రభా కుటుంబ జీవితంలో కావచ్చు ఆర్థిక వ్యవస్థలో కావచ్చు ఆత్మీయ జీవితంలో కావచ్చు బిడ్డల విషయాల్లో కావచ్చు మీ ఉద్యోగ విషయాల్లో కావచ్చు మీ వ్యాపార విషయాల్లో కావచ్చు ఇదిగో ఈ సమస్యను నేను ఎదుర్కొంటున్నాను ఇదిగో ఇటువంటి బంధకంలో నేను జీవిస్తున్నానయ్యా ఇందులో నుంచి నాకు ఒక విడుదల కావాలి ఇదిగో ఈ ఐగుప్తుల నుంచి నాకు ఒక విడుదల కావాలయ్యా ఇటువంటి ఐగుప్తు అనుభవంలో నుంచి నాకు ఒక విడుదల కావాలయ్యా అని ఎంతమంది కోరుకుంటారు ఈ పగటి వేళ ఇంత సమర్పించుకోండి ఓ చీజస్ హలెలుయా సమర్పించుకుందామా సమర్పించుకుందామా సమర్పించుకుందామా సమర్పించుకుంటూ ఉండగానే దేవుడు మన కొరకు అద్భుతం చేయబోతున్నాడు నమ్ముతున్నవారు నమ్ముతున్నవారు నమ్ముతున్నవారు నమ్ముతున్నవారు జీజస్ హలెలుయా స్వరమెత్తుదాం కొన్ని నిమిషాలు స్వరమెత్తుదాం కొన్ని నిమిషాలు హలెలుయా హలెలుయా హలెలుయా హలెలుయా Glory, Jesus, Amen. Hallelujah, Hallelujah. apat kalamuna tana parna shalalo dachenu తన గుడారపు మాటునా నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను ఏ హోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ హోవనా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరతును నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై ఏమి చెల్లింతును లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా కోట్ల కొలది స్తోత్రములు నిరతమునికి ఆమె హాలేలుయ ప్రార్థన చేసుకుందాం దేవుని సల్లో సమర్పించుకొని మనం విన్నటువంటి మాటలు మనం జ్ఞాపం చేసుకుని దేవుని సల్లో సమర్పించుకొని ప్రార్థిస్తాం మనల్ని కాపాడువాడు దేవుడు శత్రువుల చేతిలో నుండి అపవాదులో నుండి శోధనలో నుండి అన్ని మనల్ని విడిపించి మనల్ని కాపాడిన దేవుడే దేవునికి స్తోత్రం ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఉన్నారు ఈ సమయంలో ప్రభుత్వంలో సమర్పించుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రం ఇంతవరకు కూడా దేవుడు మనం దీవించినందుకు దేవుడు మనతో మాట్లాడినందుకు పిల్లారా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం ప్రైసలోడ్ హాలేలు గట్టిగా చెప్పండి స్తోత్రం చెప్పండి అందరూ స్తోత్రం చెప్పాలి ఎవరు మౌనంగా ఉండకుండా అందరూ స్తోత్రం చెప్పి దేవుని మైపరుస్తాం అమేన్ హాలేలుయా ప్రైస్ లార్డ్ హాలేలుయా హాలేలుయా హాలేలుయా ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో మనం విన్నటువంటి మాటను బట్టి దేవుని సెలవు సమర్పించుకుని పురుషులో ఒకరొకరితో ప్రార్థన చేయండి పురుషులు సర్వశక్తి మధురా నీకు వందనాలు సూస్త్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ మహిమగల రాజ్యానికి వందనాలు సూస్త్రాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభ ఈ రెండు వేల సంవత్సరాలు మరి రెండు వేల రెండు ఇరవై ఐదు సంవత్సరం అంతా కూడా నీకులో భద్రపరచుకుని అనేక కష్టాలు నష్టాలు అనేక ఇరుకులు ఇబ్బందులు అనేక సమస్యల నుంచి విడిపించి మమ్మల్ని అయిన వేర్పరిచిన దేవానికి వందనాలు సోస్త్రాలు చెల్లిసిన తండ్రి అనేక మరి శత్రు సైన్యం నుండి మమ్మల్ని విడిపించిన దేవా మమ్మల్ని కాచి కాపాడి దేవానికి వందనాలు నూతన దీవెనలో నూతన ఆశీర్వాదాలు మాకు ముందు ఇస్తున్నామని మేము నమ్ముతున్నాం తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నూతన మరి ఆశీర్వాదాలు నూతన దీవెనలు కూడా నూతనమైన మరి ప్రభా జన్మలు కూడా మొహాన్ని గ్రహించాయ ప్రభా అనేక మందినైనా నూతన ఆత్మలు ఆత్మలుగా రక్షించ సహాయించి అద్భుత కారించి ఆశ్చర్యకరంగా నీ నామానికి మహిమ కలిగినట్లుగా ప్రభా నేనే మార్గమును సత్యమును జీవనను సమస్తం నేనై ఉన్నాను ప్రభా నీ చిత్తం లేకుండా ఏ ఒకటి జరగదు కాబట్టి నాయన నువ్వే మాకు మార్గముగా సత్యముగా జీవమృగముడి తండ్రి అద్భుత కార్యించి ఆశ్చర్యకరంగా నీ నామానికి మహిమ కలిగినట్లుగా ప్రభా నీవే మాకు తోడుగా ఉండి నడిపించమని నా తండ్రి నేసుక్రీస్తు అతిశ్రేష్టమైన మూలో ప్రార్థించి బతిలాడు వేడుకుంటున్నాను ఆ పరమ తండ్రి ఈ సంవత్సరంలో మనకు ఆఖరి రోజు ముప్పై ఒకటి ఏ రోజు వస్తుంది గురువారం ఫస్ట్ తారీఖు శుక్రవారం ముప్పై ఒకటి రేపు గురువారం రాత్రి మనకు వాచ్ నైట్ సర్వీస్ ఉంటుంది ప్రతి సంవత్సరం జరిగినట్లుగా వాచ్ నైట్ సర్వీస్ మనకు ఉంటుంది కాబట్టి ముప్పై ఒకటి రాత్రి వాచ్ నైట్ సర్వీస్కు మీరందరూ రావాలి తర్వాత పన్నెండు దాటిన తర్వాత కొత్త సంవత్సరంలో ప్రవేశించగానే సంస్కార ఆరాధన కూడా మనకు జరుగుతుంది అయితే ఈ సంవత్సరం పాదపరిచర్య మాత్రం లేదు కారణం ఏంటంటే ఈ కరోనా మూలం అది జరపడం లేదు సంస్కార ఆరాధన మాత్రం మనం జరిపించుకుందాం రాత్రి పన్నెండు దాటగానే కొత్త సంవత్సరం ప్రవేశించగానే మనం సంస్కార ఆరాధన జరిపించుకుందాం తర్వాత పస్తారుకు పగలు మనకు మామూలుగానే ఆరాధన మనకు ఉంటుంది ఆరాధనకి అందరు రావాలి ఆరాధన అనంతరం భోజనాలు కూడా ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నాను దాని కొరకు కూడా ప్రార్థన చేయండి ప్రసారకు ఆరాధన అవగానే భోజనాలు ఈ రెండు ఆరాధనకి వచ్చిన సర్వీస్ రాత్రి ముప్పై ఒకటి రాత్రి మరి ఒకటో తారీఖు పగలు అందరు రావాలి ரோச்சனி என